hi friends welcome to my channel sweet corn ఇష్టపడని వాళ్ళంటూ ఈ రోజుల్లో అయితే ఎవ్వరూ లేరు దాంతో రకరకాల వెరైటీ వెరైటీ వంటకాలు చేసుకుని తినడానికి ఇష్టపడుతున్నారు కూడా అందరూ సో అలాంటి వెరైటీ వంటకాల్లో ఒక రకం ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను నేను అదేంటంటే స్వీట్ కార్న్ వడ ఈ స్వీట్ కార్న్ వడ తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి దీనికి గాను స్వీట్ కార్న్ని శుభ్రం చేసుకుని ఇదిగో ఈ విధంగా ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని దాన్ని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని మరీ మెత్తగా మిక్సీ పట్టేస్తే బాగోదు కాబట్టి ఖచ్చితంగా కచ్చపచ్చగా మాత్రమే మిక్సీ పట్టాలి నేను రెండు కప్పుల స్వీట్ కార్న్ తీసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను దానికి గాను ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు కరివేపాకు రెండు రెమ్మలు ఇదిగో ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు నాలుగు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇలా చేసి వేసుకుని స్వీట్ కార్న్లో ఇలా పచ్చిమిరపకాయలు వేగి అవి తింటే చాలా మంచి టేస్ట్ ఉంటాయి సో పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా చిన్నగానే చేసి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు శనగపిండి ఇది బైండింగ్ కోసం ఎందుకంటే మనకి స్వీట్ కార్న్ అదే అలాగే చేసేయాలి వడ అనుకుంటే బైండింగ్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా బైండింగ్ కోసం ఏదో ఒక పిండి యూజ్ చేయాలి నేను ఇక్కడ శనగపిండి యూజ్ చేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేస్తే ప్రతి డిష్లోనూ మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి జీలకర్ర వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుందాం దీంట్లో ఏ విధమైన వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే స్వీట్ కార్న్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది దానిలో ఉన్న తడే సరిపోతుంది దీంట్లో ఏ విధమైన వాటర్ యాడ్ చేయక్కర్లేదు ఒకవేళ మీరు ఈ టూ స్పూన్స్ శనగపిండి తీసుకున్న తర్వాత ఇంకా అది లూజ్గా అనిపిస్తే ఇంకో కొద్దిగా మీరు యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది వడ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు స్వీట్ కార్న్ వడ ప్రిపరేషన్ చేసేసుకుందాం ఇదిగో ఈ విధంగా చేతిలోకి ముద్ద కింద తీసుకుని ఇలా వేలుతో ప్రెస్ చేసి డైరెక్ట్గా ఆయిల్లో ఈ ఈ విధంగా వేసుకోవాలి కొత్త వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే స్వీట్ కార్న్ మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టినప్పుడు దాంట్లో అక్కడక్కడ కొన్ని కొన్ని గింజలు ఉండిపోతాయి అవి పేలే అవకాశం ఉంటుంది కాబట్టి కంగారు పడకండి ఇలా ఈ విధంగా మొత్తం వడలన్నీ ఆయిల్లో వేసేసుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకున్న తర్వాత కొద్దిగా వేగాక హై ఫ్లేమ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి హై ఫ్లేమ్లో ఉంచేసుకుంటే కనుక మొత్తం అన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే ప్యూర్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి ఎంత చక్కగా వేగుతున్నాయి కదా స్వీట్ కార్న్ వడ చూస్తేనే టెంప్టింగ్గా ఉన్నాయి అంతే రెండు వైపులు ఇలా వేయించుకుంటూ వేగిపోయిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడ తినడానికి రెడీ అయిపోయింది దీన్ని ఈ విధంగా టమాటా సాస్తో సర్వ్ చేస్తే అందరూ చాలా ఇష్టపడి తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్ నోటిఫికేషన్స్ గురించి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ